Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nani tech and videos మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా క్వశ్చన్లు చేసుకుందాం x plus three whole power cube యొక్క విస్తరణలో ఎక్స్ యొక్క గుణకాన్ని కనుగొనండి x plus three whole power cube in this equation find the x coefficient అని అడుగుతున్నాడు ఇంగ్లీష్లో ఎక్స్కో ఎఫిషియంట్ని కనుక్కొనమంటున్నాడు మనకి ఫార్ములా తెలుసు a plus b whole cube a cube plus b cube plus three a b into a plus b తెలుసు కదా ఈ రూపంలో ఇది ఉంది in this form of x plus a plus b whole power cube next మనం ఏం చేయాలి దీన్ని ఎక్స్ ఎక్స్పాండ్ చేయాలన్నమాట x cube plus three power whole cube plus three into x into three into x plus three x cube plus twenty seven plus ఇప్పుడు నైన్ ఎక్స్ ప్లస్ ప్లస్ కాదు బ్రాకెట్ ఎక్స్ ప్లస్ త్రీ మనల్ని ఎక్స్ ఎక్స్ కోయిప్షెంట్ అడిగాడు ఇక్కడ మనం కనుక ఎక్స్ ఎక్స్క్రిప్షన్ చూస్తే తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ ఎక్స్ అనేది వచ్చింది మారుస్తాను నైన్ ఇంటూ త్రీ తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు ఇంటూ ఎక్స్ ఇక్కడ మనల్ని అడిగింది ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ యొక్క గుణకాన్ని అడిగాడు కాబట్టి ట్వంటీ సెవెన్ అనేది ఎక్స్కి ఎక్స్కి గుణకం అవుతుంది కోఎఫిషియంట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ Mm-hmm.